ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ప్రజెంట్ అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్లోనే ఉన్నాం సో మనం ఇక్కడ ఒక కంప్లీట్ హౌస్ వాస్తుకి సంబంధించిన plan plus complete dimensions total ఆయాది ప్రకారం మనం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది సో మన ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ పెట్టారు అదేంటంటే మూల మఠాలు ఎట్లా తీసుకోవాలి మాకు ఒక వీడియో చూపించండి అని చెప్పారనమాట సో ఇక్కడ మనం ఆల్రెడీ టోటల్ అలైన్మెంట్ లేఅవుట్ అనేది చేయడం జరిగిందనమాట కంప్లీట్ హౌస్కి సంబంధించిన ప్లాన్తో సహా ఇది చేసేసాము సో ఇక్కడ మూల మూలమఠాలు ఎట్లా తీసుకున్నాం ఒకసారి చూద్దాం రండి సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్ ఇది మనకు ఒక కార్నర్ పాయింట్ అండి ఇది ఒక కార్నర్ పాయింట్ ఇంటికి సంబంధించిన కార్నర్ పాయింట్ ఇది ఈ పాయింట్ సో మూల మఠాలు తీసుకోవడంలో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంటికి సంబంధించిన మూల రండి నా వాయిస్ వస్తుంది సో ఈ మూల మఠాలకు సంబంధించి ఇక్కడ ఇది ఒక పాయింట్ ఇంటికి సంబంధించిన మూల ప్లస్ ఆ మూల మఠాలు ఒకసారి చూపి ఆ స్కేల్ పెట్టి చూపి చాలా మందికి అది అర్థమవుతుంది స్కేల్ సో మూల మఠాల్లో మనకు ప్రత్యేకత దీంతో ఉంటుందండి దాంతో చూపి ఒకసారి మూల మఠం ఈ స్కేల్ చూడండి ఒకసారి ఈ స్కేల్ కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది అక్యురసీ ఖచ్చితంగా ఇది ఉండాలన్నమాట ఈ స్కేల్తో చెక్ చేయడం ఎందుకంటే దీనిని మెట్నా అంటారు సో ఈ మెట్నా చెక్ చేసుకున్న తర్వాతనే మనకు నైంటీ డిగ్రీస్ అనేది వస్తుంది సో దీని తర్వాత ఎప్పుడైతే మనం ప్లాట్ తీసుకుంటామో దాని తర్వాత ఇంటికి సంబంధించిన కూడా ఈ మెట్నా పాయింట్ అనేది తీసుకోవాలి సో దీన్ని ఇంకో రకంగా టెస్ట్ చేస్తారు కదా అది ఉందా మీ దగ్గర టేప్ ఉందా చిన్న టేప్ చిన్న టేప్ లేదా పెద్ద టేప్ ఉందా సరే ఆ స్కేలే తీసుకొని ఒకసారి చూపి ఆ స్కేల్తో సో మూల మఠాలు నైంటీ డిగ్రీస్ చెప్తాం కదా సో ఈ నైంటీ డిగ్రీస్ ఇట్లా స్కేల్ అట్లా నువ్వు మెట్నా తీసుకుంటారు కదా మెట్నా మెట్నా చూపి రైట్ యాంగిల్ చూపినారా చూపి రైట్ యాంగిల్ చూపి రైట్ యాంగిల్ ఇక్కడ చూడండి ఈ విధంగా మెట్టకు పెట్టినప్పుడు ఈ అక్యురసీ కరెక్ట్గా ఈ రెండు కరెక్ట్గా టచ్ అవ్వాలన్నమాట సో hmm. చాలా వరకు ఏమవుతుందంటే కొంతమంది ఇట్లా క్రాసింగ్స్ చేసేస్తూ ఉంటారు సో ఇట్లా బెండింగ్ ఇట్లా బెండింగ్ అయితే కనుక మొత్తం ఇల్లు మొత్తం తేడాలు వచ్చేస్తాయి సో మనకు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ నాలుగు మూలలు నైంటీ డిగ్రీస్ కడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది చాలా వరకు ఇబ్బందులు ఎక్కడ కలిగిస్తుందంటే ఈ దక్షిణ నైరుతి పెరగడము పడమర నైరుతి తూర్పు ఆగ్నేయము దాని తర్వాత ఉత్తర వాయువ్యము దాని తర్వాత పడమర వాయువ్యము దక్షిణ ఆగ్నేయం ఇట్లాంటి మూలలు పెరిగినప్పుడు చాలా టూ మచ్ సమస్యలు వస్తాయి మీ మేస్త్రి మీ ఇంజనీర్ కనుక కరెక్ట్ లేకపోతే దాని యొక్క ప్రభావం మీ మీద పడుతుంది సో ఇంటి నాలుగు మూలలు కరెక్ట్ తీసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అది ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి ఇది వచ్చేసేసి మనకు కరెక్ట్ ఇప్పుడు దక్షిణం సెంటర్ పాయింట్ ఇప్పుడు అక్కడ కూడా మనం కార్నర్ పాయింట్స్ తీసేసుకోవడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఈశాన్యం అండి ఇది ఇది ఈశాన్యం పాయింట్ యాక్చువల్గా ఇది కంప్లీట్గా మనకు ఉత్తరం ఫేసింగ్ అనమాట సో ఉత్తరం ఫేసింగ్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది వాయువ్యము ఇది వచ్చేసి ఈశాన్యం సో మనకు అక్యురేట్ సెంటర్ డోర్ ఇక్కడ వస్తుంది దాని తర్వాత ఇది కంప్లీట్గా ఒక హాల్ లాగా తీసుకోవడం జరిగిందన్నమాట ఇదంతా హాల్ దాని తర్వాత అబ్జర్వేషన్ చేస్తే ఇది ఒక పెద్ద బెడ్రూమ్ ఇది ఒక పెద్ద బెడ్రూమ్ ఇదొకటి ఇది పడమర బెడ్రూమ్ ఇది వచ్చేసి నైరుతి బెడ్రూమ్ ఇట్లా పెద్దగా తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి డైనింగ్ అనమాట సో దీని యొక్క ప్లాన్ కూడా మీకు పక్కన డిస్ప్లే అవుతుంది ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి క్లియర్గా చూడండి సో ప్రేక్షకులారా ఒక్కటి అబ్జర్వేషన్ చేయండి మనం ఇచ్చిన కొలతలు హండ్రెడ్ పర్సెంట్ కట్టడానికి మనకు ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఉండాలి దాంతోపాటుగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మేస్త్రీలు ఉండాలి సో నేను ఎక్కడెక్కడైతే వెళ్తుంటానో వాళ్ళందరినీ ట్రైన్ చేస్తూ ఉంటానని మీకు చెప్పాను కదా సో అనంతపురంలో నేను చెప్పిన ప్రతి పాయింట్ ఈజీగా క్యాచ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయన ఇంతకుముందు ఒక వ్యక్తి మనకు జడ్చలలో ఉన్నాడు ఒక ఆయన సో ఈయన సెకండ్ పర్సన్ అనమాట ఇమ్మీడియట్లీ నేను ఎట్లా ఎట్లా చెప్తున్నా ఆ పాయింట్స్ అన్నీ క్యాచ్ చేయడం జరిగింది ఈయన మూల మఠాలకు సంబంధించి పాయింట్స్ నేను ఏవైతే చెప్తాను యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఇంప్లిమెంట్ చేసేదంట సో ఈయన వచ్చేసేసి ఒక ఏ గ్రూప్ అండి మీరు హయాతి గ్రూప్ ఏదో చెప్తారు పార్క్ హోటల్ పార్క్ హయాతిలో ఈయన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి సో మనం ఇట్లాంటి వ్యక్తిని కలవడం అనేది చాలా చాలా సంతోషం సో ఈయన అనంతపురంలోనే ఉంటారు మన హరివాస్తు ప్లాన్ అనేది కరెక్ట్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారం నేను ఎట్లా చెప్పాను యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరందరూ యాక్టివేట్ తీసుకోగలిగితే చాలా చాలా సూపర్ అండి సో మనం నేను ఇచ్చిన ప్లాన్లు మీకు ఓల్డేజ్ సిస్టమ్కి సంబంధించి కొత్తలకు సంబంధించి మీకు ఏమర్థమైంది ఒక రెండు నిమిషాలు చెప్పండి మీరు కూడా as an engineer lot work for TCS formula one race track Ferrari experience and hotel Radisson and all but very first I got a person from Hari Vastu was expecting with them that what I have seen over here వీళ్ళు సెంటర్ డోర్ అన్నది మనం మేము పాత పాత ఓల్డ్ అండ్ కల్చర్లో మీరు ఎక్కడన్నా తీసుకోండి ఈ ఇల్లు తీసుకున్న డోర్ ఇల్లు సెంటర్గా ఉంటాయి డోర్స్ బట్ ఇప్పుడు మనం ట్రెడిషనల్ ప్రకారం ఏదో మారుతున్నాం ఏదో ట్రెండ్ అని చెప్పి డోర్స్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు బట్ ఈ హరివాస్తులో నేను మొదటిసారి అరేంజ్మెంట్స్ విండోస్ అరేంజ్మెంట్స్తో సహా కలవడం నిన్న మొదటి వ్యక్తి నా హరివాస్తు గారు so very nice of impressed a lot about it ఇలాంటి గైడెన్స్లో ఇల్లు చేయడం మాకు మంచిది చేయించుకున్న కస్టమర్కి మంచిది హౌస్ ఇల్లు అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ ఇంటిని ఒక్కసారే కడతారు ఆ ఒక్కసారి ఎవరినో ఏదో ఎవరో వినిపోయి అదే కాకుండా స్పాయిల్ కాకుండా మంచి మెజర్మెంట్స్ ప్రకారము as per the vastu measurements ప్రకారం కట్టుకోవడం ది బెస్ట్ అని ఇంకో ఇంకో పాయింట్ అండి ఇంకొక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మంది కూడా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ స్టీల్ వాళ్ళందరూ సెల్ఫ్ డిసిషన్స్ తీసుకొని ఇల్లు మొత్తం క్రాక్స్ వచ్చేసేసి ఐదు పది సంవత్సరాల్లో సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది నా ముందే ఉన్నారు ఇట్లాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా చాలా number of cases have seen lot about it మేము ఇచ్చిన ప్లాన్ ఫైనల్ ah. గా ఖచ్చితంగా మళ్ళీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి అక్యురసీ చూపించి వాళ్ళతో ఆ మెజర్మెంట్స్ మళ్ళీ చేపించి అక్యురసీ దింపగలగాలి ఆయన ఆధ్వర్యంలోనే చేయాలి ఖచ్చితంగా చేయాలి ఒక బిల్డింగ్ కి లోడ్ క్యాల్కులేషన్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా చేయాల్సిందే hmm. అది చేయకోకుండా చేసుకుంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కి సిక్స్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి ఇల్లు స్పాయిల్ లేకపోతే ఇల్లు ఏమన్నా సేల్ అంటే ఇల్లు జీరో స్థలం కాస్ట్ ఏముందో మనం మాట్లాడదాం అంటారు ఇంకో మాట కూడా ఏంటంటే ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టడానికి రెడీ రెడీ సో ముప్పై నలభై వేలు యాభై వేలు పెట్టి ప్లాన్ తీసుకోవడానికి మాత్రం అంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను తాడిపత్రి పులివెందులో వెళ్ళాను కదా ఐదు వందలకు ప్లాన్ ఇస్తారు అక్కడ వంద రూపాయలకి ప్లాన్ ఇస్తారు ఆ ప్లాన్ తీసుకెళ్లి మెస్సేజ్ ఇచ్చేసి మెస్సేజ్ కట్టేస్తారు రిజల్ట్ ఏముంటుంది అనేది ఎవడు అర్థం చేసుకోడు ఇప్పుడు రిజల్ట్ గురించి ఏం లేదు ఇల్లు కట్టినామా లేదా వాస్తుకే ఉంది అసలు వాస్తు అంటే ఏంటిది పొద్దున చెప్పాను నక్షత్రాలకు సంబంధించిన టోటల్ క్యాలిక్యులేషన్స్ ఏ వైబ్రేషన్ ఈ భూమి లోపల తిరిగే యొక్క ఏవైతే శక్తులు ఉంటాయో వాటిని ఎంత బ్లాక్ చేయాలి ఆ ఎనర్జీస్ని అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఎనర్జీస్ ఉంటాయి అందులో వీళ్ళకు సూటబుల్ అయ్యే ఎనర్జీ యొక్క డైమెన్షన్ మనం ఇచ్చి పొడవు వెడల్పు అక్యురేట్ చేస్తామన్నమాట అది యాక్చువల్గా మనం చేసే ప్రాసెస్ ఒరిజినల్ వాస్తు అంటే ఇంటి లోపల ఉండే వాళ్ళ నక్షత్రాలకు మ్యాచ్ చేస్తూ పెట్టడం అది యాక్చువల్ సిద్ధాంతం ప్రజెంట్ అయితే ఆ సిద్ధాంతం లేదు ఏదో వాస్తుకో పుస్తకం దొరుకుతుంది చూసుకొని రాయడం అంతే సో నా పాయింట్స్ అయితే మీకు సాటిస్ఫైడా ఫుల్లీ సాటిస్ఫైడ్ సో మన హరివాస్తు తరఫున ఖచ్చితంగా మీకు అనంతపురంలో ఫోన్స్ వస్తాయి ప్రాజెక్ట్స్ తీసుకోవాలి ఓకేనా సో మీ దగ్గర వర్కర్స్ కూడా ఉన్నారా మరి వర్కర్స్ చాలా మంది ఉన్నారు సో ప్రాబ్లమే లేదు సో వర్కర్స్ కి సంబంధించిన ప్రాబ్లం లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనంతపురంలో కాంటాక్ట్ అవ్వాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే మనల్ని కాంటాక్ట్ చేయండి మేము డైరెక్ట్ మేము మీతో మాట్లాడిస్తాం నో ప్రాబ్లం ఓకేనండి థ్యాంక్ యూ అండి